హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నేనైతే ఫాస్ట్గా యూట్యూబ్లో అయితే పెట్టి మీ యొక్క వెహికల్స్ని అయితే ఫాస్ట్గా సీలింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మా ఛానల్కి కావాలని సబ్స్క్రైబ్ చేస్తూ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఇటువంటి వెహికల్స్ ఉన్నా so thank you friends hi friends welcome back to my YouTube channel friends so friends ఈరోజు మన ఛానల్ కావాలని కొత్తగా వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎందుకంటే నేను ఎప్పుడు మంచి మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను సో మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా సరే నేను యూట్యూబ్లో అయితే పెడతాను నా ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి మీ వెహికల్స్ని సో ఫ్రెండ్స్ ఈ బండి కూడా నాకు వాట్సాప్లో సెండ్ చేసిన బండి సో ముందుగా దీని యొక్క ఫుల్ ఇంప్రెషన్ చెప్పిన ముందు నా వీడియోకి ఒక లైక్ కూడా అయితే ఇవ్వండి వీడియోని తప్పనిసరి మీరు చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసినట్లయితే నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమవుతుంది సో ముందుగా ఈ బండి లొకేషన్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో ఉంది సో ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ అంటున్నాను కంగారు పడకండి సో ఫ్రెండ్స్ ఈయన నమ్మకస్తుడే ఎందుకంటే ఫ్రెండ్స్ ఈయన మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నాడు సో ఈయన మెంబర్షిప్ తీసుకుని వీడియో నేను పెట్టకపోతే బాగోదు ఈయన బండి సో వాళ్ళ బండి ఫ్రెండ్స్ ఈయన పేరు రామ్ సింగ్ సో మధ్యప్రదేశ్లో అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన నచ్చకపోయినా అయితే ఫ్రెండ్స్ ఆయన మెంబర్షిప్ తీసుకున్నాడు కాబట్టి సో నా బాధ్యతకి అయితే పెట్టాలి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ నెంబరు సో డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేసిన అలాగే వీడియో లో కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ నెంబర్ సో ముందు దీనికి మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల పదిహేను మోడల్ ఫ్రెండ్స్ ఈ బండి రెండు వేల పదిహేను మోడల్ లొకేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్ మో మధ్యప్రదేశ్ సో ఫ్రెండ్స్ ఈ బండి వీళ్ళు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ బండి ఒక లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఓన్లీ ఇంజిన్ ఒక లక్ష తొంభై వేలు సో బండి పరంగా మీరు కండిషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఫుల్ కండిషన్ ఇరవై మూడు వేలు అయితే తిరిగింది ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే తిరగలేదు ఫ్రెండ్స్ ఈ బండి సో మీరైతే చూస్తున్నారు కదా బండి అంత ఫుల్ కండిషన్ ఉందో ఫుల్ సీల్ టైర్స్ ఫ్రెండ్స్ బండి అయితే సో మీరు చూస్తున్నారు బండి అయితే ఫుల్ కండిషన్ రెండు వేల పదిహేను మోడల్ బండి లేదు friends only two wheel truck అయితే తోలింది ఫ్రెండ్స్ ఈ బండి ఓన్లీ టూ వీల్ ట్రక్ అయితే తిప్పారు వీళ్ళు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ బండి మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు అయితే చేయొద్దు ఫ్రెండ్స్ సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరి చేయండి మీ దగ్గర సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి జై హింద్ ట్రాక్టర్ సిటీ సైన్